hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates Viveka షమీంల గ్రేట్ లవ్ స్టోరీ ఇది వివేకానంద రెడ్డి హత్య కేసులో వివేకానంద రెడ్డి షమీంల మధ్య లవ్ స్టోరీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ సామాన్య ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది అసలు ఈ షమీం ఎవరు వివేకానంద రెడ్డికి ఆమెతో ఎలా పరిచయం వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఎలా నడిచింది వివేకానంద రెడ్డి ముస్లింగా పేరు మార్చుకుని మరి ఆ మహిళను రెండో పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అన్నది ఏపీలో హాట్ టాపిక్గా మారింది వివేకానంద రెడ్డి రెండు వేల పదిలో షమీం అనే ముస్లిం మహిళను రెండో పెళ్లి చేసుకున్నారు వివేకానంద రెడ్డికి పెళ్ళయింది ఆయన కుమార్తెకు కూడా పిల్లలు పుట్టిన లేటు వయసులో వివేకానంద రెడ్డి మళ్ళీ ప్రేమలో పడ్డారు రెండు వేల ఐదులో డాక్టర్ రెడ్డిస్ ఉద్యోగం కోసం షమీం అనే మహిళకు వివేకానంద రెడ్డి రికమెండేషన్ లెటర్ ఇచ్చారు అయితే ఉద్యోగానికి ఆమెను సెలెక్ట్ చేయకపోవడంతో డాక్టర్ రెడ్డిస్ ఆఫీస్కి వెళ్లి నేరుగా మాట్లాడిన వివేక షమీంకు ఉద్యోగం ఇప్పించారు అప్పటి నుండి వివేకానంద రెడ్డికి షమీంకు మధ్య పరిచయం ఏర్పడింది ఇక తరచూ ఫోన్లో మాట్లాడుకోవడం కూడా మొదలైంది ఆ తర్వాత రెండు వేల ఏడులో వివేకానంద రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టారని అయితే మొదట తాను వివేకానందరెడ్డిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదని షమీం చెబుతున్నారు తన భార్య అనారోగ్య సమస్యలతో ఉండి తనను పట్టించుకోవడం లేదని వివేకానందరెడ్డి చెప్పడంతో కన్విన్స్ అయిన షమీం అక్టోబర్ మూడవ తేదీ రెండు వేల పదిన హైదరాబాద్లో వివేకానందరెడ్డిని పెళ్లి చేసుకున్నారు పెళ్లి కోసం మహమ్మద్ అక్బర్గా ఆయన తన పేరు మార్చుకున్నారని తనను పెళ్లి చేసుకున్న తర్వాత వివేకానందరెడ్డికి బాగా కలిసి వచ్చిందని షమీం చెప్పారు ఆ తర్వాత వివేకాకు మంత్రి పదవి వచ్చిందని చెప్పారన్నారు షమీం బావ భాషను వివేక తన పియ్యగా పెట్టుకున్నారని తన పెళ్లి విషయం తెలుసుకున్న సునీత బావ శివప్రకాష్ రెడ్డి తనను తన బావ భాషను బెదిరింపులకు గురి చేశారని తెలిపింది వివేకానందరెడ్డిని వదిలిపెట్టకపోతే అందు చూస్తామని శివప్రకాష్ రెడ్డి బెదిరించారని ఈ విషయం తెలిసిన వివేకానందరెడ్డి శివప్రకాష్ రెడ్డిని కాలర్ పట్టుకుని నిలదీశారని చెప్పింది వీరిద్దరి వ్యవహారం వైఎస్ కుటుంబానికి తెలుసని వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కూడా తెలుసని చేశారని ఆయన వివేకాను జాగ్రత్తగా ఉండమని చెప్పారని పేర్కొంది ఆపై రెండు వేల పదిహేనులో తాను షెహన్షాకు జన్మనిచ్చానని కొడుకును చూసి వివేకానందరెడ్డి మురిసిపోయారని పేర్కొంది ఇక తమ పెళ్లికి సంబంధించి ఆ తర్వాత చోటు చేసుకున్న అనేక పరిణామాల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది షమీం